హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం అండి this is your Krish welcome to my channel ఈ పోడ్కాస్ట్కి కారణం ఏంటంటే రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూసాను ఫేస్బుక్లో where a person has posted like my son has scored ninety eight percent in the state exams or final exams something something like that so he sharing what is son has achieve ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్స్ నాకు అర్థమైంది వాడు ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే అదే తండ్రి will he post in the Facebook or whatever the social platform ఇంకోటి వాళ్ళు పెట్టిన ఆ రేంజ్ కన్నా తక్కువ వస్తే వాళ్ళ కొడుకు వాళ్ళు అక్సెప్ట్ చేయరా ఈ రెండు ఈ రెండు పాయింట్స్ నేను మాట్లాడదలుచుకుంటాను ఇక్కడ ఏమవుతుందంటే సొసైటీలో ఒక సెట్ ఆఫ్ ఇన్ని మార్క్స్ వస్తేనే నువ్వు మా కొడుకువి మేము పక్కన పక్క ఇంటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి చెప్పుకోవడానికి బాగుంటుంది మా కొడుకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి they are pressurising the child ఇదే లైఫ్ చదువు లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు you will fail in life you will learn nothing in life అని ఇట్లాంటి వాళ్ళ వల్లనే there are so many suicide rates in the present world అటు పేరెంట్స్కి ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వలేక ఇటు వాళ్ళు సపరేట్గా అచీవ్ చేయలేక they are suffering so much రెండోది అదే కొడుకు ఒకవేళ తక్కువ వచ్చింటే పోస్ట్ చేయగలడా ఐ మీన్ ఒకవేళ ఫెయిల్ అయింటే సబ్జెక్ట్లో ఐ మీన్ ఆ ఎగ్జామ్లో ఒక ఫెయిల్ అయింటే will he be the same person to to post like my son has fail but doesn't matter he is my son and I'm going to support him అని పోస్ట్ చేయగలడా చేయలేడు ఓన్లీ ఎక్కువ మార్క్స్ వచ్చి చెప్పగలితేనే పోస్ట్ చేస్తాడు ఏ తండ్రి అయినా I don't know what to call such people good for him like వాళ్ళ సన్ స్కోర్ చేశాడు దాన్ని ఏం తప్పు చెప్పట్లేదు but why does you have to do on a public platform and serve it as a comparison medium ఇప్పుడు ఇదే ఇదిగా తీసుకొని కొంతమంది వచ్చి వాళ్ళ కొడుకుని చూడు ఎంత మార్కులు వచ్చాయో నీకు కూడా వచ్చాయని చెప్పి they will use it as a comparison since it is put on public platform and only ఎక్కువ వచ్చింది కాబట్టే అతను వచ్చి పోస్ట్ చేశాడు అదే తక్కువ వచ్చింటే పోస్ట్ చేయగలడు డెఫినెట్గా చేయడు నేను చేయాలి చేయకూడదని చెప్పట్లేదు పక్కన పెట్టండి ఫెయిల్ అయినా పాస్ అయినా ఏదైనా మీ సన్నని మీరు సపోర్ట్ చేయండి మీ చిల్డ్రన్ మీరు సపోర్ట్ చేయండి be it anyone your daughter or son whoever it may be hello sir బయట ఉంది ప్రపంచం అసలైన ప్రపంచం దాన్ని ఎలా ఫేస్ చేయాలి రేపు స్ట్రగుల్ అయితే ఎలా పైకి రావాలి ఎలా గివప్ చేయకూడదు ఇట్లాంటివి నేర్పండి అంతేగాని నాలుగు పుస్తకాలు చదివి ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జామ్ పాస్ అయ్యి ఇదే this is the final this the success అని దయచేసి నేర్పకండి బయట బయట అసలైన లెసన్స్ ఉన్నాయి లైఫ్ లెసన్స్ అవి ఇంపార్టెంట్ లైఫ్కి